So hey guys welcome back to Karthik icon YouTube channel ఈరోజు కార్తిక్ అన్న లేడనుకుంటారు కదా కెమెరా ఇంకలు ఉన్నాడు సో ఈరోజు ప్రాంక్ ఏంటంటే పూర్వలు లింగోజ్ ఆడుతారు పిల్లలు అక్కడ వాళ్ళకి తెలుసు మేము ప్రాంక్ చేసామని తెలుసు వాళ్ళు మా వీడియోస్ కూడా చూస్తారు సో నిన్ననే ఫ్రెండ్షిప్ డే uh, అయింది కాబట్టి నేను ఒక సైడ్ వీడు ఒక సైడ్ వెళ్ళి ఆడతాం వాళ్ళతోని మధ్యలో లొల్లిలు పెడతాము వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఎట్లా చేస్తారో మధ్యలో లొల్లిలు పెడతాము వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఎట్లా చేస్తారో పెద్ద అయ్యో దేవుడా సో లెట్స్ గో సో ఇప్పుడు ఇక్కడ పోడోళ్ళు లింగొచ్చి వాళ్ళని ఆడతామని అడుగుతాము చూద్దాం వాళ్ళ రియాక్షన్ కూడా రే రే రే మళ్ళీ పెట్టరా సక్కగా పెట్టరా అవి ఏ మేము ఆడతాం మేము ఆడతాం అవి పెట్టి మంచిగా పెట్టి ఆడదాం నెక్స్ట్ సండే తీసాం అందరు రండి బాలీరా ఆగురు ఆగురు అరే అరే రే ఒక్క నిమిషం ఆగరే మీరు ఫ్రెండ్స్ ఆరా అరే ఏం రమ్మల మొన్న నేను ఇష్టం ఉన్నది తిట్టినావు మొన్న మీ డాడీ నేను వచ్చి తిట్టిన రోడ్ల పైన తిరుగుతున్నావు అని వీడే చెప్పిండు వీడే చెప్పిండు వాడే చెప్పిండు అదే ఇప్పుడు గెలిచి పగ తీర్చుకోవని పైన సరేనా అది పోరా నువ్వు కొట్ కొట్ ఎవర్రా మన టీం ఎవర్రా రే ఎవర్రా మన టీం ఎవర్రా రే अरे इमरा ఆజా ఆడరే ఇవన్కి అవునా అదే అదే ఏ ఆగా అదే ఇది ఏ సైలెంట్ అరే ఏం చెప్పింది తెలుసురా వీడు నువ్వు వేస్ట్ అంట నీకు తినడం తప్ప ఏం చేత కాదంట నువ్వు వేస్ట్ అంట నీకు తినడం తప్ప ఏం చేత కాదంట మంచి ఆర్డర్ మంచి ఆర్డర్ ఏం అది అది పెట్రా పెట్రా అరే రే రే రే అదే ఎంత ఏమ ఏమన్నారు తెలుసా నీ కాదు అందరూ అంటారు నీ కాదు బాల్ తలాడి బాల్ తలాడి అరే మా వాడిని ఏమంటున్నావు అరే నువ్వు అరే ఓ నువ్వు నాటి మారా సారీ సారీ మానే నాటి మారా సారీ సారీ మానే ఏ ఆగరే బాలి రే బాలి ఆడిపిద్దాం ఆడికి రాదు ఐదు పాయింట్లు వచ్చినాయి మాకు A few moments later. ఏ ఆగరు ఆగరు ఆగరు ఆగరు స్ట్రోక్ మీద స్ట్రోక్ ఊరా అరే అరే బీపీ ఉందారా నీకు ఆడు చక్కగా బీపీ ఉందారా నీకు ఆడు చక్కగా పెట్టాలారా తాకలే ఏడ తాకింది ఏడ తాకింది తాకలే కదా ఏ తాకలే తాకలే లింగోట్ పాయింట్ మారే తాకలే లింగోట్ పాయింట్ మారే తాకలే వదిలే పోరా రే ఏ నదన ఏ తాకలే తాకలే నీకే రాకి తాకినే ఎయిరా ఎయిరా ఇటు ఇటు పెట్టన పెట్టన పెట్టన పెట్టన పెట్టన పెట్టన పెట్టన పెట్టన దొంగ దొంగ వచ్చాడే అన్ని తోచుకుపోతా పెట్టన బాలి బాలి ఇది అవుట్ అవుట్ అవుట్ రాళ్ళు తీసుకుని రాళ్ళు తీసుకుని ఏం రాలు ఆజ్ఞ ఉన్నాయి పాయింట్లు మాకేనాడు A few moments later. గిలి బాల్ బాల్ బాల్ ఎవరు ఎట్టుకోవారు నీ చేతిలో పెట్టిన బాలు వాడు చేతిలో పెట్టిన బాలు అన్న గిట్ల అయితే ఏ అబద్ధాలు అర్థమైంది అన్నిటికీ అట్లా అబద్ధాలు అర్థం బాల్ నా చేతిలో ఉందా అబద్ధం ఆడిందో తెలుస్తుందా నువ్వే నువ్వు నువ్వు గమ్మునండు నువ్వు గమ్మునండు అదే లేదా రా నన్ను తిరితే వాళ్ళ టీమ్ వాళ్ళని అన్నవారా ఏంది మా టీం కొట్లే మీ టీమ్ నువ్వేంది వాడు కొట్టిందా పొట్టడా వాడు కొట్టిందా కొట్టినాడా పొట్టడా వాడు కొట్లే నన్ను వీడు నూకిండు అయితే నువ్వేం చేయాలా అనూకు చీటింగ్ ఆడతారు ఏమ్రా మీరు ఆడింది చీటింగ్ అయితే కష్టం నువ్వు కష్టం వల్ల మేము గెలుస్తాం మీకు గెలవాలంటే కష్టం వల్ల బాల్ ఎవరు ఎత్తుకోవాలి బాల్ ఎవరు ఎత్తుకోరు ప్రూఫ్ ఉందా ప్రూఫ్ లేకపోతే నువ్వు ఎత్తుకో ఓగో బాల్ వాన్ ప్రూఫ్ లేకపోతే నువ్వు ఎత్తుకో ఓగో బాల్ వాన్ చేతులు ఉంది సరే ఏమైంది రే నేను రా బ్రో నన్ను కాదు బ్రో ఎవరితో మాట్లాడారు మాకు ఏడు పాయింట్ రా అదంటే మనకే ఎక్కువ రే అదంటే మనకే ఎక్కువ రే ఈ బాల్ ఎవరిది మీకు పది మాకు ఆరు మొన్న నా బాల్ మనం మారుతాం మనం కూడా దగ్గర కొద్దాం కొట్రా కొట్టు ఇప్పుడు చూడు మాకు పాయింట్ వస్తుంది అట్లుంటుంది నేను కొడితే పెట్టదే పెట్టదే A few moments later. మా కారు మీకు పది పదకొండురా అరే పది ఎందుకు రావదా లేపుతావు అరే ఊకోరా రే ఆట ఓడిపోతుందని నువ్వు మనం పెట్టిందే ఫిఫ్టీన్ పాయింట్స్ కి అండ్ ఓ మళ్ళా ఓడిపోతున్నాం గెలుస్తాం అని కూడా ఒక పాయింట్ తెచ్చుకుంటా నువ్వు తెచ్చుకుంటున్నావు నువ్వు వేరే మాకు ఆరో మాకు పదకొండు మాకు ఆరు మాకు పదకొండు నువ్వు ఆరరే నీకు ఆట రాదు నువ్వు మాట జాగ్రత్త ఎక్కువ రెచ్చిపోతున్నాం రా బరాబర్ వచ్చిపోతా బే ఎందుకు చచ్చిపోతావు బే నువ్వు నువ్వు నువ్వు రా చీటింగ్ చేసేది అరే నువ్వు లో అట్లా చేసినావు ఆ చీటింగ్ చేస్తావు నీకు చీటింగ్ అంటే అచ్చటే రా నీకు ఇష్టం రా నీకు చేస్తావు చీటింగ్ ఆడేస్తా నేను చెప్పా నేను నువ్వే నీలక చీటింగ్ చేసాడు జన్మల లేరా భూమిన లేరా నీలాంటి ఉన్నారా భూమి ఫైవ్ మినిట్స్ ఆగరు ఇద్దరు ఎందుకు కొట్టుకుంటారా అవును నేనేమో డే నేనేమో డే ఉండే నిన్న తెలుసా నీకు తెలుసు అన్నావు నేను చెప్పేది ఫ్రెండ్షిప్ డే రోజు ఏ ఆప్ నువ్వు ఆప్ నువ్వు ఆప్ సైలెంట్ ఫ్రెండ్షిప్ డే రోజు ఏం చేసుకోరు ఇద్దరు కట్టినవారా మనకి నువ్వు కట్టినవారా మళ్ళీ ఎందుకు లొల్లి పెట్టుకుంటారా ఫ్రెండ్షిప్ అయితే లొల్లి పెట్టుకుంటారా ఎంత అయినా మాట్లాడుకోవాలా లొల్లి వాడద్దు అర్థమైందా ఇది ఒక ప్రాంక్ మేము చేసేది అన్న వీడియో అన్న వీడియోలు నేను చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను నేను పోతాను నాకు ఇది వద్దు కెమెరా పెట్టిరానా చెట్లలో ఉందో మళ్ళీ కొట్లాడదు సో ఇదైతే ఒక ప్రాంక్ వీడియో నిన్న ఓవర్ యాక్షన్ ఎట్లుండే అంటే బస్తీలో పొరలది ఫ్రెండ్షిప్ దాన్ని ఒకరింటికి ఒకటి ఉరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోరు కానీ వస్తే ఇట్లా కట్టుకోరు ఇది పరిస్థితి ఇప్పుడు ప్రపంచంలో అట్లా కొట్లాడుకోవద్దు మంచిగా ఉండాలా అర్థమైందా సెకండ్లు ఇచ్చుకోర్రా సెకండ్లు ఇచ్చుకోర్రా మళ్ళీ కొట్లాడతారా నాకు ఎప్పుడు ఇదే చెప్తారు మళ్ళీ నేను ఎప్పుడు చూసినా కొట్లాడుతూనే ఉంటారు సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Karthik icon YouTube channel thank you thank you for spending your valuable time with our channel మీ విలువనే సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్